అందరికీ నమస్కారం దిస్ ఇస్ శివకృష్ణ యువర్ నైంటీస్ కి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చి మిస్ట్రీ డిజీజ్ ఇన్ ఏలూరు ఇన్ ఆంధ్రప్రదేశ్ సిన్స్ ఎస్టర్డే అంటే సండే డిసెంబర్ సిక్స్త్ there have been cases of పీపుల్ అడ్మిటెడ్ టు హాస్పిటల్స్ విత్ సిమ్టమ్స్ సచ్ such షీజర్స్ headache and uh, vomiting and shortness of breath and so on so ఇట్లాంటి symptoms tho people are getting admitted in the hospitals in Eluru and on officials are not able to know the exact cause of this problem because ఈ సిమ్టమ్స్ వచ్చి నార్మల్గా ఇన్ఫెక్షన్ అయితే లేకపోతే కంటామినేట్ అయిన ఫుడ్ తింటే చెడిపోయిన ఫుడ్ తింటే I mean the symptom the symptoms occur but they have uh, tested all these 300 patients who have been admitted in the hospital అందులో one person has died yesterday evening ఇలా they have been affected with fits fits లాగా సిమ్టమ్స్ అఫెక్ట్ అయ్యి and he has died by evening వీళ్ళందరిలో కోవిడ్ టెస్ట్ చేశారు కానీ the Covid test has turn to be negative in all these patients and water contamination air contamination sorry I mean air pollution కూడా ఆ సరౌండింగ్ ఏరియాలో లేదు అని చెప్పి అఫీషియల్స్ చెప్పారు after testings water samples drinking water samples in the area but these symptoms look similar to bacterial infection known as E coli Escherichia ఏసియా కోలై అంటారు దీ ఇట్లాంటి బ్యాక్టీరియా వచ్చి మన హ్యూమన్ బాడీలో నార్మల్గా మన ఇంటెస్టెన్స్ ఐ మీన్ మన పేగులో ఉంటుంది so they are normally harmless bacteria అది మనకి ఏ ప్రాబ్లం కాజ్ చేయదు కానీ దీంట్లో సర్టన్ టైప్స్ ఈ E coli bacteria O one five seven అనేది it's a toxin producing bacteria that is causes this problems such as diarrhoea weakness dehydration and fever vomiting ఇట్లాంటి సిమ్టమ్స్ సో ఈ స్ట్రెయిన్ ఆఫ్ బ్యాక్టీరియా is very dangerous for humans as it damages the persons energy and it helps makes them feel dehydrated and symptoms like fits and fever ఇట్లాంటివన్నీ వస్తాయి బట్ నార్మలీ వచ్చి there is no antibiotic for this ఇట్లా సిమ్టమ్స్ ఉండే patients they recover with in two to three days and after that they are back to the normal any elderly patients and the young patients, infants below 6 years are more risk of developing complications such as kidney disease and renal failure, HUS and Torrey syndrome. So these two age groups are more vulnerable uh, to the effects of this bacterial infection, E. coli 015798. So these, uh, the main దీనికి main transportation the from the why ఈ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఎక్కడి నుంచి వస్తుందంటే especially from the meat products from the ground beef beef మీట్లో ద గ్రౌండ్ బీఫ్లో ద ఒకవేళ యానిమల్ ఇన్ఫెక్ట్ అయ్యింటే if the consume the meat from the animal then ఆ మీట్ వచ్చి సరిగ్గా కుక్ చేయకుండా if you are under cooking the meat below the recommended temperature then there is high chance of this equal infection getting in to your body దట్స్ నెంబర్ వన్ సెకండ్ వచ్చి dairy products I mean the milk unpasteurised milk E coli అనేది కౌ ఒక ఇంటెస్టైన్స్లో ఉండి if it if the milk is extracted from the cow and uh, this E. coli if we consume the E. coli infected milk if we consume from the cow there is high chance of uh, humans getting this E. coli infection from cattle second third one is from the from the contaminated food or from human or animal waste I mean the faeces the waste products ఏదైనా మన if it enters our system through our mouth just tiny droplets ఎక్కువ అవసరం లేదు జస్ట్ చిన్న టూ త్రీ డ్రాప్స్ డ్రాప్స్ చాలు it enters in your system so this is the modes of transmission of this deadly bacterial infection ఇవి వచ్చి ఈ త్రీ పాత్వేస్ దీనికి ఎంటర్ అవడానికి drinking water and contaminated food and drinking unpasteurized unheated milk and meat products consuming consuming meat products which are undercooked so these are the sources how this uh, bacteria enters into human body ఇది వచ్చి నైన్టీన్ ఎయిటీ టూలో యుఎస్లో అవుట్బ్రేక్లో ఇట్ సడన్లీ పీపుల్కి ఇలాగా దే బీన్ ఫాలోయింగ్ సిక్ and the cause was known to be ఇది ఒక ఫ్రమ్ ఫాస్ట్ ఫుడ్ నుంచి ఇది స్ప్రెడ్ అయింది the been cases in Europe also that it spread that this cases spread from chicken salad some ఏదో ఫామ్ నుంచి వచ్చిన దీంట్లో ఇన్ఫెక్ట్ అయ్యి people have consumed and have they have been having this symptoms as I mention resembling E coli infection ఇంకోటి వచ్చి the main precautions that we should take to prevent this E coli bacteria infection అనేది బాగా చేతులు కడుక్కోవాలి we should wash your hands thoroughly not only for this problem for any infection to prevent in infection your hands are the main medium which we which this gets in to a system so we should keep washing your hands off and neatly and thoroughly and we should avoid drinking raw milk and some కొన్నిసార్లు ఈ మధ్యన body builders have been taking this eggs right రాగా అది పగలకొట్టి నోట్లు వేసుకుంటున్నారు so it's not like before ఇప్పుడు అది ఒకవేళ ఒక బర్డ్కి ఎఫెక్ట్ అయిన ఎఫెక్ట్ అయింటే it's there is a mode of transmission to the eggs also so avoid avoid raw milk and eggs so it's better to cook them and have it rather than having it and cook and ఇంకా కొంతమంది ఈ స్విమ్మింగ్ పూల్లో the people have habit of bathing in swimming pool So Din they, they shouldn't consume the water. Some people swallow the water uh, from the swimming pool. So this is also a source. swimming pool ಲಗಾನಿ ಬ್ಯಾಕ್ಟೀರಿಯಾ affect ಆಯ್ತೆ so there's a high risk of this uh, equally coli bacteria entering into your uh, system through the water, contaminated water in the swimming pool. So it is highly recommended not to swallow the water in the swimming pool. So these are the main sources of this bacterial infection and the ways of preventing it. ఇదే సేమ్ అని మనం చెప్పలేం కానీ what happen in Nellore but they have send these samples for E coli infection suspected E coli infection because ఈ సిమ్టమ్స్ వచ్చి దానికి రిలేటెడ్గా ఉన్నాయి so we cannot conclude that this is the infection but what I mention the symptoms of people experiencing and the symptoms of this bacterial infection are more or less similar so anyways we have to wait for the official release of what has cause this infection and why people are getting admitted in the hospitals ఎందుకు వీళ్ళు అడ్మిట్ అవుతున్నారు ఇంతమంది and with this unknown disease of unknown cause so admits of this corona virus pandemic కొత్తది వచ్చిందండి మనకి <laughs> ఎక్కడి నుంచి ఉందో తెలీదు so this human race has been targeted ఈ ట్వంటీ ట్వంటీలో ఇది కొత్త ఇది ఇంకా ఇదే ఇంకా అయిపోకుండా ఉంటే this other thing has come so we should hope for the best that 2022 we will be disease free and uh, there has to be cure for this problem which is affected in Eluru so follow these precautions and always as I say eat healthy make healthy eating choices and happy living if you like the content please subscribe to my channel thank you for watching this is Shiv Krishna signing off thank you